హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయటెక్ వీడియోస్ ఈరోజు గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎస్సీఎస్టీ ట్రావెల్ పాస్లు మరియు అలాగే సిటీ ఇన్ఫర్మేషను డేట్ అనేది ఈరోజు లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది ప్రజెంట్ గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేసరికి సికింద్రాబాద్ జోన్కి హజీపూర్ అలాగే ముంబై జోన్లకి జరగటం జరుగుతుంది తర్వాత వేరే ఫేజ్ టూ అనేది రేపు వచ్చే నెలలో జరిగే జరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఓకేనా ఇంకా మనం ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాము ఓకేనా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో గ్రూప్ డికి సంబంధించినటువంటివి ఎన్టీపీసీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో చేర్చడం జరిగింది ఇంకేదైనా క్లాసులు వీడియోలు కావాలంటే అందులో కొన్ని కొన్ని క్లాసులు మాత్రమే చేపండి అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా మీకు ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులో ఇంకా టెలిగ్రామ్ గ్రూపులో మన ఛానల్లో లింక్ అనేది సెండ్ చేయడం జరిగింది ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో కానీ ఆ యొక్క WhatsApp group link Telegram group link కింద ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే అందులో నుంచి పర్సనల్గా అడగవచ్చు ఓకేనా ఇంకా ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి డౌట్లు కానీ ఎలా చదవాలి ఇంకా వన్ వీక్ ఉంది ఈ యొక్క వన్ వీక్లో కూడా మనం పూర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని గెయిన్ చేయవచ్చు ఓకేనా గుర్తుంచుకోండి మరి సైన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ మ్యా మ్యా టెన్ టు టెన్ మార్క్స్ అనేది రావడం జరిగింది ఇంకా హిస్టరీ ఎకానమీ పాలిటీ నుంచి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మార్క్స్ రావటం జరిగింది ఈ విధంగా ఉండిద్ది కాబట్టి మరి మీకు లోగా ఏదైతే తక్కువగా ప్రిపేర్ అయి ఉన్నారో దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి ఏదైనా సబ్జెక్టుకి సంబంధించి డౌట్లు కనుక ఏదైనా క్లాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేస్తే నేను ఒక క్లాసులు రెడీ చేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా ఓన్లీ గ్రూప్ డీకి ఎంత అవసరమో వాటి వరకు ఓకేనా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఉంటాను ఫ్రెండ్స్ బాయ్